hello everyone welcome to achievers academy ఈ వీడియో దేని గురించి అంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి ఏ బుక్స్ ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్గా చూడండి ఎస్ఎస్సి జీడీ అనేది టెన్త్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి దీనికి మరీ మనము high level books and S A కానిస్టేబుల్కి రాసేటువంటి బుక్స్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి బుక్స్ ఏవి కూడా చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా డెప్త్గా ఉంటుంది అంత డెప్త్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సి జీడీలో రావు కాబట్టి చాలా డెప్త్ ఉండేటువంటి బుక్స్ ఏవి కూడా మీరు ఈ ఉన్న టైంలో ప్రిఫర్ చేయకపోవడమే బెటర్ ఓకేనా దానికోసం ఏంటి అంటే ఇది టెన్త్ బేస్ ఎగ్జామ్ కాబట్టి ఏ బుక్స్ తీసుకుంటే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది అనేది దాన్ని బేస్ చేసుకుని వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ అలాంటి ఇక్కడ చూడండి మనకి ఎస్ఎస్సి జీడీ అనగానే తెలుసు ఇక్కడ ఎగ్జామ్లో ఏమేమి సెక్షన్స్ ఉంటాయి అంటే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఏంటి అంటే general intelligence and reasoning GK and general awareness elementary mathematics English and Hindi ఈ ఫోర్ టాపిక్స్ ఉంటాయి ఫోర్ టాపిక్స్ మొత్తం ఎగ్జామ్ అంతా కలిసి four topics hundred questions hundred marks ఇది మీకు తెలుసు కదా రైట్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ ఏంటి అంటే అరిథమెటిక్ గురించి ఎలి ఎలిమెంటరీ అరిథమెటిక్ అని మనకి క్లియర్గా మెన్షన్ చేశాను నోటిఫికేషన్లో అండ్ ఈ ఎగ్జామ్ టెన్త్ బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి టెన్త్ అయిపోయిన వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు దీనికి ఓకేనా టెన్త్ అయిపోయిన వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు and one more important point ఏంటి అంటే ఎగ్జామ్ కూడా మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది మన మన బోత్ స్టేట్స్ వాళ్ళు ఏంటి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారు అంటే హిందీలో ఎలాగో రాయరు అంటే మనకి అవైలబుల్గా ఉన్న మీడియం ఏంటి అంటే ఇంగ్లీష్ ఓకే తెలుగులో వచ్చే ఛాన్సే లేదు ఇక్కడ కాబట్టి డెఫినెట్గా మనం చూజ్ చేసుకునే బుక్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి అంద మళ్ళీ ఆ బుక్స్ కూడా టెన్త్ బేస్ ఎగ్జామ్ కాబట్టి లో అంటే మనం ఓన్లీ టెన్త్ బేస్ని దృష్టిలో పెట్టుకునే పేపర్ అనేటువంటి సెట్ చేయడం జరుగుతుంది ఈజీ లెవెల్ క్వశ్చన్సే రావడం జరుగుతుంది అందుకోసమే నేను ఏం చెప్తున్నాను ఇక్కడ టూ బుక్స్ ఇచ్చినప్పటికీ చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఏంటి Arihant fast track objective arithmetic అనే బుక్ ఏంటి అంటే బేసిక్ లెవెల్లో ఉంటుంది బుక్ వెరీ బేసిక్ లెవెల్ నుండి మీడియం లెవెల్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఓకేనా కాబట్టి ఫాస్ట్ ట్రాక్ అరిథమెటిక్ చేస్తే ఏంటి అంటే తక్కువ టైంలో టెన్త్ క్లాస్ క్వాలిఫై అయిన స్టూడెంట్ కూడా మినిమం గైడెన్స్ దొరికితే సరిపోతుంది అంటే ఏ విధంగా అంటే ఒక్క మెంటార్ మీకు ఉన్నట్టయితే ఆ మెంటార్ చెప్పింది ఫాలో అవ్వుకుంటూ ఈ బుక్ చూసుకుంటే సరిపోతుంది ఇందులో ప్రతి టాపిక్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి అండ్ అరిథమెటిక్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ కూడా ఈ Arihant fast track objective arithmetic బుక్లో ఉంటుంది ఓకేనా ఈ బుక్ని మీరు టూ త్రీ టైమ్స్ చేయండి two to three times practice చేయండి ఒకటే బుక్ని two to three times practice చేయండి ఓకేనా పక్కకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అని ఉన్నప్పటికీ కూడా ఈ ఎగ్జామ్కి ఆర్ఎస్ అగర్వాల్ని రెఫర్ చేయకపోవడం బెటర్ చాలా సైడ్స్ ఏం చెప్తున్నాయంటే R S Agarwal is the standard book అంటున్నాడు ఆర్ఎస్ అగర్వాల్ ఎవరికి స్టాండర్డ్ అంటే మీరు కొద్దిగా హై లెవెల్ ఎగ్జామ్స్కి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి అని అంటే మీరు ఆర్ఎస్ అగర్వాల్కి వెళ్ళాలి కానీ వచ్చేదే టెన్త్ బేస్ చేసుకొని టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ కూడా రాస్తారు కాబట్టి మీకు అంత డెప్త్గా ఉండేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ని జస్ట్ రెఫరెన్స్ లాగా పెట్టుకోండి అంతేగాని దాన్ని ప్రిపేర్ కాకండి రైట్ మీరు ప్రిపేర్ కావాల్సిన బుక్ ఏంటి అంటే fast track arithmetic Arihant publication వాళ్ళ తీసుకోండి this is the best book మీరు ఒకటే బుక్ని టూ త్రీ టైమ్స్ చేయండి ఇక్కడ వరకు ఏంటి అంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి బుక్ మీకు తెలిసిపోయింది డెఫినెట్గా ఈ బుక్ పర్చేజ్ చేయండి మీరు డెఫినెట్గా మీకు లాభం ఉంటుంది రైట్ ఇక నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటువంటి ఏంటి అంటే రీజనింగ్ ఓకేనా రీజనింగ్లో verbal analytical and non verbal ఈ త్రీ సెక్షన్స్ని ఒక ఒకటే బుక్లో ఇచ్చిన బుక్ ఏంటి అంటే అరిహంత్ ఇది కూడా test of reasoning how to crack test of reasoning అని అరిహంత్ పబ్లికేషన్ వాళ్ళదే రీజనింగ్కి కూడా ఇదే బుక్ని ఫాలో కండి ఇందులో కూడా వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ నుంచి మీడియం లెవెల్ క్వశ్చన్స్ వరకు ఉంటాయి టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ఉండవా సార్ అంటే ఉంటవి కానీ ఏంటంటే ఒక యావరేజ్ స్టూడెంట్కి ఒక బిలే బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేలాగా ఈ బుక్ ఉంటుంది క్వశ్చన్స్ అనేటువంటి మళ్ళీ నీట్గా ఉంటాయి క్వశ్చన్స్ కాబట్టి రీజనింగ్ కోసం మీరు ఏం ప్రిపేర్ అవుతారంటే ఈ అరిహంత్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ బుక్ని ప్రిపేర్ కండి ఓకేనా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఈజీ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఈజీ లెవెల్గా ఉండే బుక్సే ప్రిపేర్ కావాలి మనకి ఈ టైంలో టఫ్ ఉండేటువంటి బుక్స్ని చదివి మీరు మార్క్స్ కోల్పోయే బదులు ఈజీగా తక్కువ సిలబస్ ఉన్న ఒక బుక్ని తీసుకొని దాన్ని చదివితే బెటర్ కదా దానికోసమే ఈ బుక్స్ అనే సెలెక్షన్ అని నేను చేయడం జరిగింది మళ్ళీ verbal reasoning non verbal reasoning ఉంటుంది కానీ దీన్ని కూడా మీరు ఎలిమినేట్ చేయండి అంటే మీ ప్రిపరేషన్ నుంచి దీన్ని తీసేయండి ఎందుకంటే ఇది ఇది స్టాండర్డ్ బుక్ అయినప్పటికీ ఈ ఎగ్జామ్కి ఆ బుక్ అవసరం లేదు ఓకేనా ఓకేనా బుక్ వేస్ట్ అనట్లేదు ఈ ఎగ్జామ్కి మీరు దాన్ని చదవాల్సిన అవసరం లేదని చెప్తున్నాను అంతే నేను ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే general knowledge and general awareness కోసం ల్యూసెంట్ పబ్లికేషన్ చదవాల్సి ఉంటుంది ఓకేనా ల్యూసెంట్ పబ్లికేషన్ ఇది చదివితే ఏంటి అంటే ఒకటే బుక్ ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్ ఇందులో కవర్ అవుతాయి ఓకేనా అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి మీకున్న టైంలో ఒకవేళ మీ స్ట్రెంత్ని బట్టి దీన్ని టూ టైమ్స్ చదవడానికి ట్రై చేయండి ఇందులో స్టాండర్డ్ జీకే కూడా కవర్ అవుతుంది స్టాండర్డ్ జీకే నుంచి కూడా మనకి బిట్స్ వస్తాయి కాబట్టి స్టాండర్డ్ బుక్ కోసం స్టాండర్డ్ జీకే కోసం ఈ బుక్ రిఫర్ చేస్తున్నాను okay Lucent this is the standard book దీన్ని చదవాల్సిందే డెఫినెట్గా ఇందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి దీన్ని మించి మీరు ఏ బుక్ చదవకండి మళ్ళీ హిస్టరీకి సపరేట్ బుక్స్ పాలిటీకి సపరేట్ బుక్స్ అట్లా వెళ్ళకండి ఇది ఒకటే బుక్ చదవండి మీకు ఇందులో నుంచే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అంటే ఇది జనరల్ జీకే అండ్ జనరల్ అవేర్స్ని అనగానే మీకు ఏం డౌట్ వస్తుందంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా బుక్ కావాలి అని అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఎంకే పాండే బుక్ తీసుకోండి అందులో కరెంట్ అఫైర్స్ కవర్ అయితే అంటున్నాడు ఎంకే పాండే బెస్ట్ బుక్ కానీ ఇక్కడ మీరు టూ థౌజండ్ ట్వంటీ టూ అని నేమ్ చూసుకున్నారనుకోండి ఆల్రెడీ ఆ బుక్లో కరెంట్ అఫైర్స్ ఎక్కడ వరకు ఉంటాయంటే ఆల్రెడీ బుక్ ప్రింట్ అయిన వరకే ఉంటాయి మనకు వచ్చిన నోటిఫికేషన్ ఏమో లేటెస్ట్గా వచ్చింది ఆ బుక్ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కాబట్టి దాన్ని చదవడం వల్ల మీకు అందులో నుంచి క్వశ్చన్స్ రావు ఓకేనా బుక్ వేస్ట్ కాదు ఇప్పుడున్న ఎగ్జామ్కు అది సూట్ కాదు ఓకేనా ఇప్పుడు ఎప్పుడు కానీ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ ఈ రోజు ఎగ్జామ్ ఉంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ముందు నుంచి ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ముందు నుంచి ఒక సిక్స్ మంత్స్ వరకు మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఈ బుక్ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కాబట్టి అందులో మనకి రిలేటెడ్ ఉన్న కరెంట్ అఫైర్స్ ఉండవు అందులో కాబట్టి నేను నేనేమంటున్నానంటే ఒకవేళ లేటెస్ట్గా మీకు ఎగ్జామ్కి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు మళ్ళీ కొత్త ఎడిషన్ వస్తే అప్పుడు దీన్ని ట్రై చేయండి ఎంకే పాండే బుక్ని అంతవరకు దాన్ని దాన్ని చూజ్ చేసుకోవడం రాంగ్ రాంగ్ ఆప్షన్ అది దానికోసం ఏం చేయాలి అంటే మీరు ఏదో ఒక సైట్ని ఫాలో కండి అంటే మీకు కరెంట్ అఫైర్స్ ఇచ్చే ఏదో ఒక సైట్ని రెగ్యులర్గా ఏదైతే మెయింటైన్ చేస్తుందో daily current affairs and weekly current affairs ఆ ఛానల్ని ఫాలో కావడానికి ట్రై చేయండి ఇప్పటి నుండి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు మీరు వెళ్తే కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి అండ్ ఇక్కడ స్టాటిక్ జీకే కవర్ అయితే general knowledge and general awareness కూడా కవర్ అవుతుంది అండ్ నుంచి కాబట్టి ఎప్పుడు కానీ కరెంట్ అఫైర్స్కి ప్రింటెడ్ మెటీరియల్ అంటే ప్రింటెడ్ మెటీరియల్ అది కూడా ఆల్రెడీ ఒక ఎడిషన్ రిలీజ్ అయిందని ప్రిఫర్ చేయకూడదు ఆన్లైన్లో ప్రిపేర్ కండి ఏదో ఒక సైట్ని ఫాలో అవ్వండి దానికోసం మీరు మా ఛానల్ని కూడా చూజ్ చేసుకోవచ్చు ఇందులో బైలింగ్ అంటే మన రెండు స్టేట్స్కి అర్థమయ్యే విధంగా రెండు స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ కోసం ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వచ్చే కరెంట్ అఫైర్స్ చెప్తున్నాం మేము కూడా weekly current affairs and daily current affairs ఉంటే వాటిని కూడా ప్రిపేర్ కావచ్చు మీరు ఓకేనా రైట్ ఇదంతా కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకే బుక్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అర్థమెటిక్ వస్తే అరిహంత తీసుకోండి ఫాస్ట్ ట్రాక్ నెక్స్ట్ రీజనింగ్ వస్తే కూడా Arihant publication test of reasoning and general knowledge and general అవేర్నెస్కి లూసెంట్ పబ్లికేషన్ కరెంట్ అఫైర్స్ వస్తే ఒక బుక్ ఫాలో అవ్వదు ఎట్టి పరిస్థితులలో డైలీ కరెంట్ అఫైర్స్ ఏదైతే సైట్ ఇస్తే ఆ సైట్ని ఫాలో కండి న్యూస్ పేపర్ కూడా ఉంటే చదవండి ఎందుకంటే మీకు కరెంట్ అఫేర్స్తో పాటు ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి న్యూస్ న్యూస్ పేపర్ రీడింగ్ కూడా ఇంపార్టెంట్ ఒకవేళ మీకు టైం ఉంటే చెప్తున్నాను రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటువంటిది ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి ఎస్పీ బక్షి ఆథర్ ఎవరంటే ఎస్పీ బక్షి అరిహంతులు ఎస్పీ బక్షి రాసినటువంటి ఇంగ్లీష్ బుక్ తీసుకోండి ఇందులో గ్రామర్ గ్రామర్ రూల్స్ ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటవి అండ్ టాపిక్స్ కూడా ఒక కన్సైజ్ చేసి ఉన్నవి ఇందులో కాబట్టి ఈ ఎగ్జామ్కి సరిపోయే బుక్ ఇది రైట్ ఇక్కడ వరకు మీకు బుక్స్తో అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఒక క్లియర్గా ఒక టైం టేబుల్ వేసుకొని ఈ బుక్స్ని ఫాలో అవ్వకుంటూ వెళ్తే ఈ ఉన్న టైంలో మీరు ఎస్ఎస్సి జీడీని క్రాక్ చేయడం ఈజీ ఓకేనా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ